ర్యాలీ ఫర్ రివర్స్ మన తెలుగు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విజయవాడ చేరుకుంది దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాల్లో సేవ్ రివర్స్ కార్యక్రమంలో భాగంగా సద్గురు విజయవాడ అమరావతి మన మహానగరానికి రావటం ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు this is the moment in our life either we do the right things or we sit by and watch disasters to unfold river is not your or my personal property river is a national treasure and we must learn to treat it as a national treasure in our lives. If we do not do what we cannot do, that's not a problem. But in our lives, if we do not do what we can do, we are a disaster. జగత్ గురు గారు చెప్పిన మెసేజ్ ఒక స్పిరిచువల్ లీడర్ గా దేశ భవిష్యత్తు ఆకర్షించే వ్యక్తిగా వారు ఈ రోజు ఒక పిలుపునిచ్చారు తొందరలోనే ఒక పాలసీ డాక్యుమెంట్ కి శ్రీకారం చుడుతున్నారు నేను వారికి హామీ ఇస్తున్నాం ఆ పాలసీని మొదట రాష్ట్రం అమలు చేసే రాష్ట్రం మన రాష్ట్రం ఉంటుంది